Sharada yes sir Lakshmi present sir Venkateswarlu వచ్చాను sir Subrahmanyam present sir Pappi yes sir Ramarao present మాస్టారు Lalli present sir Rathidevi present master <laughs> హాజరు కార్యక్రమం అయిపోయింది అమ్మా పప్పి లల్లి ప్రార్థనా గీతం లల్లి నాన్నా హర్నాదే కదూ జముల్లా ఉందేంటి జము <laughs> నన్ను క్షమించు హర్నా నన్ను క్షమించు జమునా అవును ఇంతకీ పప్పి ఎవరు పప్పి మన అమ్మాయి అండి అవునా మరి లల్లి ఎవరు లల్లి కూడా మన అమ్మాయి లల్లి పప్పి రండమ్మా అమ్మా నాన్న మై డియర్ చిల్డ్రన్స్ ఈ ఆనంద సమయంలో మీరందరూ ఇంటికి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అమ్మా వెళ్ళిపోండి నాయన గంట కొట్టేస్తానమ్మా లల్లి పప్పి లల్లి పప్పి ఎక్కడున్నారమ్మా తొందరగా లేవండి మళ్ళీ బడికి వెళ్ళడం ఆలస్యం అయితే పిలక పంతులు గారు ఆదుర్దా పడతారు తొందరగా లేవండి పప్పి ఏంటి బడేంటి పిలక పంతులు ఏంటి లల్లి పప్పి మన పిల్లలు మన పిల్లల కన్న పిల్లల్ని మర్చిపోయావాము ఎవరు కన్న పిల్లలు మనం కన్న కవల పిల్లలు లల్లి పప్పి ఎక్కడున్నారమ్మా ఏమైందే నీకు సంజు కవల పిల్లలేంటే అదేంటమ్ము మనిద్దరం విడిపోతే నేను చక్క నీకొకళ్ళు నాకొకళ్ళు ఉంటారని కన్నాం కదా మనిద్దరం విడిపో కొంపదీసి ఏ కల కన్నా చంపు తింటున్నావు పొద్దునే దీంత అసలు పోనీలే ఇప్పటికైనా ఇళ్ళలోకి వచ్చావు ఇమేవు సంజు ఎంత మంచి కలో ఏంటి విడిపోవటమా సండే పూట బాగా ఎంజాయ్ చేద్దామని మెంటల్గా ప్రిపేర్ అయిపోయినాయి నువ్వేంటి talk of the town programme anchor లాగా బ్లాంక్ గా పెట్టావు ఫేసు ఇప్పుడు మనకి పిల్లలు ఉండాలమ్మో అయ్యి బాబాయ్ వాళ్ళు ఎందుకు నీకే నేను చక్క పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి రోజంతా గడిపేస్తావు నాకు ఇంట్లో ఎంత బోర్ కొడుతుందో అదే పిల్లలుంటే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా నాకు ఇప్పుడు పిల్లలు కావాలి ఏంటి ఇప్పుడా లేకపోతే ఇప్పుడు నాకు ఆర్థిక స్తోమత స్థిరపడినప్పుడు ప్రమోషన్ వచ్చినప్పుడు అది ఎప్పుడు వస్తుంది మా బాస్ రిటైర్డ్ అయినప్పుడు ఆయన రిటైర్ అవుతారు నా ఇంకో పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అప్పుడు డైరెక్ట్ గా మన వాళ్ళే కనొచ్చు అయితే ఇప్పుడు ఏమంటావు నాకు పిల్లలు కావాలి అది ఇంత త్వరగా ఎలా కుదురుతుంది అదంతా నాకు అనవసరం నాకు పిల్లలు కావాలి అంతవరకు నువ్వు నాతో మాట్లాడొద్దు నన్ను ముట్టుకోవద్దు మాట్లాడకపోతే పర్వాలేదు ముట్టుకోవద్దు అంటే పిల్లలు ఎలా పుడతారు నాకు ఒక స్తంభం ఉంది హలో ఆ మీనా నేనే ఓ రెడీ నేను రానా నువ్వే తీసుకొస్తావా అలాగే అయితే ఉంటా అమ్ము నీకో ప్లెజెంట్ సర్ప్రైజ్ ఈ సర్ప్రైజ్ తర్వాత ఇందాకటి నీ అభిప్రాయం నువ్వు మార్చుకుంటావు నువ్వెప్పుడు అంతే షాక్ ని సర్ప్రైజ్ గా ఉచ్చరిస్తావు నువ్వు అంతే ప్రతిదాన్ని నెగిటివ్ గా అర్థం చేసుకుంటావు అమ్ము ఈ సర్ప్రైజ్ తర్వాత నువ్వు కిర్బిక్కిరైపోతావు తెలుసా అంత సస్పెన్స్ లేవి మాకు అక్కర్లేదు అసలు విషయం ఏంటో చెప్పు నీకు మీనా గుర్తుందా ఎవరు సీతారావయ్య గారు మనోరాలా అబ్బా ఆవిడ కాదు నా ఫ్రెండ్ మీనాక్షి మన పెళ్లికి దాని చిన్న పాపతో వచ్చింది బొద్దుగా ఉంటుంది బొద్దుగా కాదు ముద్దుగా నేను మీనాక్షి గురించిలే చాలా వెటకారం దీప్ ఇప్పుడు ఎంత ముద్దుగా ఉందో మొన్న మీనాక్షి నేను అప్నా బజార్కి వెళ్ళినప్పుడు కలిసింది వాళ్ళకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోయిందట మన ఇంటికి రమ్మన్నాను దానికి కుదరదంట అందుకే దీపనే ఇక్కడ వదిలేతానంది అది వాళ్ళ రోజంతా మనతోనే ఉంటుంది తెలుసా ఇంతటి చక్కటి ఆదివారాన్ని నీకేం తెలియదు అవును అది వాళ్ళు మనతో ఉన్నాక రేపు వాళ్ళ అమ్మొచ్చి అడిగితే నువ్వే దాన్ని ఇవ్వను అని చెప్తావు అబ్బా నాకెంత ఆనందంగా ఉందో దాని ముద్దు ముద్దు మాటలు వినాలని చిలిపి చేష్టలు చూడాలని నమస్తే ఆంటీ హాయ్ దీపా అమ్మేది సరే దా లోపల రా హలో నేనే మీనా ఆ మీనా అదేంటే నువ్వు రాలేదేంటి ఎక్కడే మీ ఇంటికి వెళ్తున్నామని తెలియగానే నేను లేట్ గా తయారవుతానని దీప తయారై వచ్చేసింది అవునా సరే అయితే మరి నువ్వెప్పుడు వస్తావు నేను సాయంత్రం వస్తానే దాన్ని తీసుకెళ్ళడానికి ఓకే నేను దీపని బొమ్మలాగా చూసుకుంటాను ఓకే బాయ్ అమ్ము అమ్ము అమ్ము అమ్ము వస్తున్నా దీపా అంకుల్ కి నమస్తే పెట్టు నేను చిన్న పిల్లలు అంతే వాళ్ళకి నచ్చితేనే ఏ పనైనా చేస్తారు లేకపోతే మనం ఎంత బతమాలన చేరు అసలే మా దీపకి సిగ్గెక్కువ నమస్తే అంకుల్ చూసావా నీకు నమస్తే పెట్టింది చూసావా చూసావా ఇలా పిల్లవగానే నీ దగ్గరకు వచ్చేసిందంటే దానికి నువ్వు చాలా నచ్చావన్నమాట అవునమ్మో దీప్ అన్నిట్లోనూ ఫస్టే చదువుల్లోనూ ఆటల్లోనూ పాటల్లోనూ అన్నిట్లోనూ ఫస్టే బాగున్నావే సిగ్గెక్కువై కొట్టినట్టుంది సిగ్గెక్కువే కాదు ఈ కాలం పిల్లలకి నీట్నెస్ చాలా ఎక్కువ బలం కూడా ఎక్కువే అవును చేయాలమ్మా అన్నట్టమ్ము చెప్పడం మర్చిపోయాను <laughs> దీపకి బోల్డ్ అండ్ రైమ్స్ వచ్చు అవునా అవునవును దీపా నువ్వు అంకుల్ కి రైమ్స్ వినిపించు నేనేమో వంట చేసేస్తానే బంగారు తల్లి అన్నట్టమ్ము చెప్పడం మర్చిపోయాను దీపకి బోల్డ్ అండ్ రైమ్స్ వచ్చు అవునా అవునవును దీపా నువ్వు అంకుల్ కి రైమ్స్ వినిపించు నేనేమో వంట చేసేస్తానే <laughs> బంగారు తల్లి ఆ రైమ్స్ hmm. వచ్చా కదా చెప్పు twinkle twinkle little star how I wonder what you are up above the so high like a diamond in the sky very good ఇంకేమొచ్చు వచ్చు దీనికి ట్వింకిల్ ట్వింకిల్ తప్ప ఇంకోటి రాలట్టుంది ఆపు అమ్మయ్యా దీని పేడ విరగడయింది Okay. Twinkle, twinkle, little star, how I wonder what you are. Ah. Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the whole sky, let me diamond. Twinkle, twinkle, little star, how I wonder what you are. Uncle ఇప్పుడు తెలుగు రామ్స్ చెప్తాను వద్దమ్మా ఒక్క భాషకే చెవులోంచి బ్లడ్ వచ్చింది అమ్ము నీకు విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటి ఇలా రా అమ్మా మా దీప మ్యాచ్ లో కూడా ఫస్ట్ అట అంకిల్ ఎంత బాగా చెప్తుందో అంకిల్ నాకు నీకు వచ్చా నాకు తెలుసు కదా అమ్ము నువ్వు మరీ చేస్తావు దాని వదులు అంకిలే కదా ఎంతసేపు చెప్తుంది నువ్వు చెప్పు నాన్న అంకుల్ వింటారు వన్ చాలు నువ్వు కరెక్ట్ గా చెప్తావు లేదో నేను బెడ్రూమ్ లో అబ్జర్వ్ చేస్తానే నువ్వు ఇలా ఇక్కడ కూర్చో నీకు మూడింది ఏంటమ్ము నువ్వు అయ్యి బాబాయ్ జాగ్రత్త నీకు ఎన్ని నంబర్స్ వచ్చినా దీపా అది బాబు one two three four five six seven eight nine eleven twelve thirteen fourteen fifteen sixteen seventeen eighteen nineteen twenty twenty one twenty twenty three twenty four twenty わりで thousand three hundred and ninety six one lakh ninety three thousand three hundred and ninety seven one lakh ninety three thousand three hundred and ninety eight one lakh ninety three thousand three hundred and ninety nine one lakh ninety thousand four hundred ఏంటి లెక్కతంది లక్ష తొంభై మూడు వేల నాలుగు వందల పిల్ల రాక్షసి అమ్మ కడుపాడ మామిడిని పెట్టేసుకున్నావు కదంటే సంజు సంజు అమ్మాయ బతికే ఉన్నావా మనం వెళ్ళి భోజనాలు కానిద్దాం అమ్ము త్వరగా ఏర్పాటు చేయాలి లేకపోతే ఇది మనిద్దరిని మింగేసినట్టుంది ఫ్రెష్ గా మళ్ళీ స్టార్ట్ చేసి మీద అన్ని చేస్తాను నువ్వు వచ్చేలోపు దీని నోట్లో నాప్కిన్ గురేస్తానే కనీసం ఖర్చు దొరికిన బాగుండేది మేవ్ మసుకుంటుంటే రావే రా అమ్మో కూర్చో నోరు విప్పామంటే నోట్లో నాప్కిన్ గురేస్తాను వస్తున్నాను ఈ పిల్ల రాక్షసి ఇంకొక క్షణం కూడా ఉంటానికి లేదు త్వరగా పంపించే ప్లీజ్ ఇంకెంత భోజనాలు కానిచ్చేద్దాం సాయంత్రం అయిపోతుంది hmm. వాళ్ళ అమ్మొచ్చి దాన్ని తీసుకెళ్లిపోతుంది ఇవన్నీ సర్దనల్లో హెల్ప్ చేయి hmm. కూరుంది వద్దు సరే పప్పవేనా వద్దు పోనీ రసం రసం వేరా అయితే ముందు అన్నం పెడతాను అన్నం వద్దు వద్దా రసం సరే ఇదిగో చాలా ఇంకా ఇంకానా అదిగో పోసా ఇంకా ఇంకా ఇంకా చాలా మగ్గోతుంది అన్నం పెట్టి నస ఏంటి అది రసం ఎట్లుంటే పోయి మీరు ఒకరు మధ్యలో ఇంకా చాలా ఇంకా పోస్తున్నానండి ఒలికిపోతుంది ఇంకా చాలా మా అన్నం పెట్టేస్తాను సరే పోస్తానులే అరవకు ఇంకా ఇంకా ఒలిపోతుందమ్మా ఇంకా ఇంకా ఇంకా అడిగావంటే చంపేస్తా కళ్ళలో పడిపోయి అది ఓకే ఏమీ లేదు నాకు బాధ ఏంటి మగాని ఆఫ్టర్ ఈ రసం తట్టుకోపోతే ఎలా మీ ఇలాంటి ఆడవాళ్ళకు ఉంటాయి కానీ బాధలు అయినా కంట్లో పడింది రసమే కదండి నువ్వు ఆవకాయ కింద ఫీల్ అవుతాడు వెళ్ళి నాప్కిన్ తీసుకురా ఇప్పుడు లైన్ లో పడ్డావు అనమాట idiot go and sit okay అదే నాతో పెట్టుకోకు పడిపోతాయి నువ్వు ఉండవే నేను తీస్తాను అయినా ఈ టైంలో ఎవరు వచ్చారబ్బా ఎవరు అమృతరావు సార్ మీరే రండి కూర్చోండి సార్ పర్లేదయా రండి సార్ మీ భార్యాభర్తలిద్దరూ నాకు చిన్న సాయం చేయాలి చేస్తారా సార్ మీరు అలా అడగాల మీరు అడగడం మేము చేయకపోవడమా ఏం లేదయ్యా కర్నూలు నుంచి ఫోన్ వచ్చిందయ్యా మా అత్తగారికి ఒంట్లో బాలేదు నేను వెళ్ళి ఓ మూడు నాలుగు రోజులు ఉంటే రావాల్సి ఉంటుంది నాలుగు రోజులు కాకపోతే నలభై రోజులు ఉండండి సార్ ఆఫీస్ పని నేను చూసుకుంటాను కదా ఆఫీస్ పని అంతా స్వామినాథన్ కప్ చెప్పానయ్యా దాని గురించి నువ్వేం వరి అవ్వద్దు సంజీవిని జాగ్రత్తగా చూసుకో నువ్వు థ్యాంక్ యూ సార్ సార్ సెలవులకు వచ్చిన మా అక్కయ్య గారి పిల్లల్ని ఈ నాలుగు రోజులు మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే చాలా బాగుంటది మా పిల్లలని చెప్పుకోవటం కాదు కానీ అమృతరావు ఈ పిల్లలు నిజంగా చాలా తెలివైన వాళ్ళయ్యా పిల్లలు అంకుల్కి హాయ్ చెప్పండి పిల్లలు కమాన్ వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి